అందరికీ నమస్కారాలు welcome to Divya Sanjeevini so ఈరోజు మనం మోకాలు నొప్పి ఎలా తగ్గించుకోవాలో నేర్చుకుందాము సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే చిన్న వయసులోనే ఈ మోకాల నొప్పితో చాలా బాధపడుతూ ఉంటారు అంటే చిన్న వయసు వాళ్ళనే కాదు కొంచెం పెద్ద వయసు వాళ్ళు అన్ని వయసుల వాళ్ళకి అసలు ఈ వయో వయోభేదం లేకుండా ఈ మోకాల నొప్పి రావడం జరుగుతుంది దీన్ని కారణాలు ఏంటంటే శరీర బరువు ఎక్కువ ఉండటం వల్ల శరీర బరువు అనేది లోయర్ బ్యాక్ పెయిన్కి లోయర్ బ్యాక్కి నెక్స్ట్ మోకాల పైకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట సో ఆ ప్రెషర్ అనేది ఎక్కువ పడేసి దీనికి మూమెంట్ ఆగిపోతుంది అనమాట సో దాని నుంచి ఏమవుతూ ఉంటుందంటే మస్కులర్ టెన్షన్ ఫామ్ అయ్యేసి దీనికి మూమెంట్ తగ్గిపోతుంది అనమాట దాని నుంచి ఏమవుతుందంటే దీని వెనకాల ఉండే మజిల్స్ సో ఇలాంటి పెయిన్స్ మోకాల నొప్పి రావడం జరుగుతుంది అనమాట ఇంకా దాన్ని తగ్గించుకోవడానికి వీళ్ళు ఫిజియోథెరపీలని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు ఆ ట్యాబ్లెట్స్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకేదో ఇంకేదో అయిపోతూ ఉంటుందండి సో అలాంటి ఏవి అవసరం ఉండదండి ఈ మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు చాలా ఈజీ వేలో యోగాలో ఉండే చిన్న చిన్న ఆసనాలు సాధన చేసి మోకాల నొప్పులు ఎలా తగ్గించుకోవాలో మనం ఈరోజు నేర్చుకుందాము సో ఇప్పుడు నమన ఆసనాలతో మోకాల నొప్పి ఎలా తగ్గించుకోవాలో మనం నేర్చుకున్నాము సో ఇప్పుడు మెల్లగా వెన్నుముక్క తల నిటారుగా పెట్టి రెండు చేతులు కాళ్ళకి ఇరువైపులా పెట్టుకోవాలి సో ఈ ఆసనం అనేది కిందే కూర్చోవడం కాదండి చైర్లో కూడా కూర్చొని హాయిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫస్ట్ కుడికాళ్ళు స్టమక్ పైకి ఫోల్డ్ చేసుకోండి రెండు చేతులు మోకాళ్ళకి కింద ఇంటర్లాక్ చేసుకోండి రైట్ థాయ్ వచ్చేసి చెస్ట్కి టచ్ చేయాలి ఎస్ మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ కాళ్ళని ముందుకు చాపండి ఎస్ ఎస్ ముందుకు చేపాలి సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది ఇక్కడ ఉండే మస్కులర్ టెన్షన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుందండి ఎస్ మళ్ళా బ్రీద్ అవుట్ చేసుకుంటూ ఫోల్డ్ చేయాలి బ్రీదింగ్ చేసుకుంటూ ముందుకు చేపండి స్ట్రైట్గా బ్రిదౌట్ చేసుకుంటూ ఫోల్డ్ చేయాలి ఈ విధంగా టెన్ టైమ్స్ ఈ విధంగా కష్టం అనిపిస్తే సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు స్ట్రైట్గా చాపాలి అంతే మళ్ళీ ఫోల్డ్ చేయాలి స్ట్రెచ్ చేయండి ఫోల్డ్ చేయండి స్ట్రైట్గా చాపాలి ఫోల్డ్ స్ట్రెచ్ అది ఇప్పుడు కాళ్ళు మార్చి అదే విధంగా చేయాల్సి ఉంటుంది కాళ్ళు మార్చండి లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయాలి మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ స్ట్రెచ్ చేయాలి శ్వాస వదులుతూ ఫోల్డ్ చేయండి శ్వాస పీల్చుకుంటూ స్ట్రెచ్ శ్వాస వదులుతూ ఫోల్డ్ ఈ విధంగా ten times ten times two లెగ్స్తో చేసి ఇలా టోటల్ త్రీ సెట్స్ చేయాల్సి వస్తుందండి ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మోకాళ్ళ ఏదైనా శస్త్రచికిత్స అయిన వాళ్ళు మాత్రము డాక్టర్ సలహాతో మంచి యోగ నిపుణి యోగ నిపుణిని పర్యవేక్షణలో చేసుకోవడం చాలా శ్రేయస్కరం అండి నెక్స్ట్ ఆసన జానుశిరాసన జానుశిరాసన మాత్రము మీరు కింద కూర్చొని గలిగిన వాళ్ళు మాత్రమే జానుశిరాసన లేకపోతే మంచం మీద కూర్చొని కూడా ఈ ఆసనాన్ని చాలా ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు ఓకే ఎస్ ముందుగా కాలు చాపి ఎడమ కాలుని ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని మెల్లిగా కింద రెస్ట్ చేసేయండి చూడండి లెఫ్ట్ సోల్ వచ్చేసి రైట్ థై ఓకే టచ్ కావాలి ఇప్పుడు వెన్నుముక తల నిటారుగా పెట్టుకొని రెండు చేతులని పైకి రేస్ చేసుకోండి శ్వాస బాగా పీల్చుకోండి శ్వాస వదులుతూ మెల్లిగా ముందుకు వంగాలి రెండు చేతులతో కుడికాలు యొక్క వేళ్ళని పట్టుకోండి పట్టుకొని మెల్లిగా ఎల్బోస్ని ఎంత స్ప్రెడ్ చేసుకొని చేసుకుంటే అంత కాళ్ళలో స్ట్రెచ్ అవుతుందండి ఈ రీజన్లో ఉండే మస్కులర్ టెన్షన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది నెక్స్ట్ కాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ కావడం జరుగుతుంది చూడండి ఫార్వర్డ్ బెండింగ్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా ఇది స్ట్రైట్గా ఉండాలి యూ కర్వ్ వస్తూ ఉంటుంది చాలామందికి గమనించాల్సిన విషయం యూ కర్వ్ రావడం వల్ల స్పైన్ డ్యామేజ్ కావడం జరుగుతుందండి బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది ఇట్లా స్ట్రైట్గా రావాలి ఇక్కడ చిన్ చిన్న ఇక్కడ మోకాలు పైన ఇంకా మోకాలు ముందు బాగానైనా రెస్ట్ చేయాలి రాకుంటే ఎంత వస్తే అంతే చేయండి బెనిఫిట్స్ మాత్రం సేమ్ ఉంటాయి ఎక్కువ ఫోర్స్ చేయొద్దు అక్కడ ఒక థర్టీ సెకండ్స్ పాటు ఆపి మెల్లిగా శ్వాసను పీల్చుకుంటూ రెండు చేతులు పైకి రేపండి ఇప్పుడు మెల్లిగా యథాస్థానానికి వచ్చేసేయాలి ఇప్పుడు కాళ్ళు మార్చి అదే క్రియని రిపీట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు కుడి కాలు ఎడమకాలను చాపి కుడికాలు ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి కింద రెస్ట్ చేయండి ఎడమ లెఫ్ట్ థైకి రైట్ సోల్ అనేది టచ్ అవుతుంది ఇప్పుడు రెండు చేతులు పైకి రేస్ చేసుకోవాలి శ్వాసను పీల్చుకోవాలి శ్వాస మెల్లిగా వదులుతూ ముందుకు బెండ్ చేయండి రెండు చేతులతో ఎడమకాలు యొక్క ఫింగర్స్ ఫింగర్స్ పట్టుకొని మెల్లిగా ఎల్బోస్ కింద రెస్ట్ చేసే ప్రయత్నం చేయండి దాని తర్వాత చిబుకాన్ని మోకాలు ముందు భాగంలో టచ్ చేయాలి ఇది చాలా రోజుల సాధన తర్వాత మాత్రమే ఈ విధంగా వస్తుందండి తొందరపడి ఎవరు కూడా డ్యామేజ్ చేసుకోవద్దు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే ఈ విధంగా స్ట్రైట్గా వస్తుంది సో ఈ జాను శిరాసన చేయడం వల్ల కాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యేసి మోకాలు నొప్పులు మడమల నొప్పులు తగ్గిపోవడం జరుగుతుంది నెక్స్ట్ ఉండి జాను శిరాసం చేయడం వల్ల హిప్ జాయింట్ ఓపెనింగ్ ఎక్సర్సైజ్ అండి ఇంటర్నల్ ఆర్గాన్స్ మొత్తం టోన్ కావడం జరుగుతాయండి దీనివల్ల మెల్లిగా ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ రెండు చేతుల్ని పైకి రేస్ చేసుకుంటూ సెంటర్కి వచ్చేసేయండి రిలాక్స్ నెక్స్ట్ ఆసన పాద సంచలనాసన పాద సంచలనాసనలో రెండు చేతులు కాళ్ళకు కాళ్ళకు ఇరువైపులా కింద పెట్టేసేయండి పెట్టేసి రెండు కాళ్ళు స్టమక్ పైకి ఫోల్డ్ చేసుకోండి మెల్లిగా ఫోల్డ్ చేసుకొని మెల్లిగా సైక్లింగ్ చేయాలి చేయాలి వన్ ట్యూ త్రీ చూడండి ఇది స్ట్రైట్ కావాలి నైంటీ డిగ్రీస్ ఇది మెల్లిగా కిందికి వెళ్ళిన తర్వాత అది థర్టీ డిగ్రీస్ వరకు వెళ్ళిన తర్వాత ఇది నైంటీ డిగ్రీస్ మెల్లిగా అది ఫైవ్ సిక్స్ ఇలా ten times clockwise ten times anticlockwise ఈ విధంగా చేసి మెల్లిగా రెండు కాళ్ళని